hi friends welcome to my channel సాధారణంగా మనం గుడికి వెళ్ళినప్పుడు దర్శనం పూర్తయ్యాక అక్కడ ఉండే పూజారి మన తలపైన శటగోపం పెడతారు కదా అసలు అలా ఎందుకు పెట్టించుకోవాలనే విషయాన్ని కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం మానవ శరీరంలో అనేక రకాల వాయువులు ఉంటాయి వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన కురుకర ధనంజయ శఠ ఇవి ముఖ్యమైనవి వీటిలో శఠ అనేది హాని కలిగించే వాయువు అయితే ఈ శఠ అనే వాయువును ఏదైతే తొలగిస్తుందో దాన్నే శఠగోపం అని అంటారు అంతేకాకుండా దీన్నే శఠగోపనం లేక శఠారి అని కూడా పిలుస్తారు ఈ శఠగోపనంను రాగి కంచు వెండి వంటి లోహాలతోటి తయారు చేస్తారు పైన అమ్మవారిది లేకపోతే అయ్యవారి పాదాలు ఉంటాయి ఈ శటగోపంను మన తలపై ఉంచినప్పుడు శరీరంలో విద్యుదావేశం జరిగి లోపల ఉన్న శట అనే వాయువు తొలగిపోతుంది అందుకే గుడికి వెళ్ళినప్పుడు దర్శనం అయ్యాక తీర్థంతో పాటు ఖచ్చితంగా శటగోపం తప్పక పెట్టించుకోవాలని పెద్దలు చెప్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మరో విషయంతో మరో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ